ముందు ఒక్కసారి అఖిల్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ యాక్చువల్గా మేమేమనుకున్నామంటే ఇవాళ చాలామంది ఫ్యాన్స్ వస్తారు వాళ్ళ చేత మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడిద్దాము అని అనుకున్నాను కానీ చూశారు కదా కనుచూపు మేరలో మొత్తం మన అక్కినేని అభిమానులే కాబట్టి చాలామంది దగ్గరకు మైకి వెళ్ళే పాసిబిలిటీ లేదు కాబట్టి క్వశ్చన్సే వాళ్ళ నుంచి తీసుకున్నాం అనమాట మేము తెలివిగా సో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ని మిమ్మల్ని అడిగి ఆ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము ఒక్కసారి ఒక మైక్ ఇవ్వండి అమ్మా అఖిల్ గారికి please can we have a mic please okay okay so క్విక్గా అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలలో మీరు రీమేక్ చేయాలనుకునే ఒక సినిమా అంత ధైర్యం నాకు లేదు ANR lives on one and only ANR okay మరి నాగార్జున గారి సినిమాల్లో అఖిల్ రీమేక్ చేయాలనుకునే సినిమా లేదా అభిమానులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా నేను ధైర్యం తెచ్చుకోవట్లేదు కానీ నాకు ఎక్కడో వినపడింది హలో బ్రదర్ చేయమంటారని అది ఇంకొక కైండ్ ఆఫ్ క్రేజీనెస్ yes we would love to see you ఇంకొక క్వశ్చన్ అయ్యగారి పెళ్ళెప్పుడు నాకేం సంబంధం లేదు వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ అప్పుడే చేసుకోమంటారా దొరికింది కదా ఆన్సర్ రామకృష్ణ గోవింద అని మీరు పాటలు ఇచ్చాక వాళ్ళు చేసుకోమని ఎందుకు చెప్తారులేండి కానీ మిగతా క్వశ్చన్స్ చూసే ముందు ఆ పిక్ రెడీగా ఉందంట ఒక్కసారి చూద్దామా పిక్ ప్లీజ్ అది అంటే మేము ట్రాన్స్ఫర్మేషన్ని అలా చూడాలనుకున్నాం అనమాట దిస్ ఈజ్ బాలుడు Akhil this is wild Akhil and this is chilled Akhil yeah అసలు ఏమిటండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మేము సిసింద్రిని మర్చిపోక ముందే ఇంత ఇంత సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని what do have to say about this journey it's not done yet ఇంకా అవ్వలేదు జర్నీ ఇంకా స్టార్ట్ అయింది వావ్ పిక్చర్ అభి బాకీ హే కాదు పిక్చర్ అభి షురూ హో రా ఎనీవేస్ సో ఇంకొక question cinema I mean teaser అది చూసిన తర్వాత మేమందరం పదే పదే చెప్పుకుంటున్న ఒక డైలాగ్ని మీరు ఇప్పుడు స్టేజ్ పైన లైవ్గా చెప్తే బాగుంటుంది అని చూస్తున్నారు ఆడియన్స్ సో వైల్డ్ సాలే బోల్ డైలాగ్ అఖిల్ నుంచి విందామా మాట్లాడిన తర్వాత లాస్ట్ లోనా లాస్ట్ లో ఓకే ప్రామిస్ అయితే చేసేసారు యా ప్రామిస్ అయితే చేసేసారు కాబట్టి we will be waiting for that and finally PVP square మాల్లో జరిగినటువంటి ఆ స్టంట్కి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు ప్రతి ఒక్కళ్ళ మైండ్ బ్లోన్ అని చెప్పాలి సో ఆ స్టంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీ నుంచి వినాలనిపిస్తుంది what is the overall experience and the reception commit అయిపోయాను పైకి ఎక్కిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎంత హైట్ ఉందని అందుకే నా డైలాగ్ వచ్చింది ఎవడైనా చేస్తాడా ఇలా అప్పుడు నాకు అనిపించింది నాకు కొంచెం ఎక్కిందని కమిట్ అయిపోయాను కాబట్టి చేస్తాను కాదు చాలా మంది డౌట్ ఏంటంటే ఆ స్టంట్ తర్వాత నాగార్జున గారు అమల గారి రియాక్షన్ ఏంటి అని చెప్పేసి సో మెయిన్ అది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము యాక్చువల్లీ స్టంట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా నాన్నకి ఫోన్ కొట్టాను లక్కీగా ఆయన పడుకున్నారు ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే ఫైనల్గా ఆయన స్ట్రెస్ లేకుండా లేసారు ఆయన ఓకే కొంచెం కూల్గా చెప్పారన్నమాట wonderful but hats off to you అది మామూలు విషయం కాదు అది ఒక సాహసమే యాక్చువల్గా చెప్పాలి అని అంటే అండ్ ఐ హోప్ రేపు సినిమాలో కూడా అలాంటి ఒక గూస్ బండ్ మూమెంట్స్ మాకు చాలా ఉంటాయి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న సో ఎస్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోసం అఖిల్ అఖినేని గారు ఇప్పుడు మాట్లాడతారు హలో కాకినాడ నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ ఇలా చేయటం మొన్న జంప్ చేశాను బిల్డింగ్ పైనుంచి కానీ ఇలా వచ్చి మీతో మాట్లాడడం అనేది ఇది ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం ఎనర్జీ నాకు నెక్స్ట్ టెన్ డేస్ నెక్స్ట్ వచ్చే పది రోజులు రిలీజ్ వరకు నాకు ఎంతో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది thank you so much I know నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను కొంచెం ఓపిక పడండి రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ జర్నీ ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది నాకు గుర్తుంది కానీ ఈ జర్నీ ఎండ్ వచ్చిందంటే నాకు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి మాట్లాడేలా చెప్పాలి నాకు నిజంగా అర్థం కావట్లేదు మామూలుగా ఆడియో ఫంక్షన్కి వచ్చే ముందు కొంచెం ఆడియో ఫంక్షన్ కానీ సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ కానీ ఏం మాట్లాడాలి అనుకుంటాం నిజంగా నేను అనుకుంటాం నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి బికాజ్ ఈ జర్నీలో నేను చాలా మారాను ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏదైతే అంటున్నారో బాడీలో కనిపించింది కానీ మెంటల్గా చాలా మారాను నేను నేను నాకు సినిమా అంటే ఎంత పిచ్చి మా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత పిచ్చి ఇంకా అర్థమైంది నాకు నేను ఇక్కడే ఉంటాను మీకోసం పనిచేస్తూనే ఉంటాను ఇట్లాంటి అభిమానం ఎవరికి వస్తుంది ఐ మీన్ చాలా తక్కువ మందికి వస్తుంది థ్యాంక్ యూ ఐ మీన్ ఏం చేశానో తెలియదు కానీ ఇంత సపోర్ట్ ఇస్తున్నారు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను ఇది ఎప్పటికీ నా గుండెలో దాచిపెట్టుకుంటాను థ్యాంక్ యూ ఈ జర్నీలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు అది నేను ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఆయన పేరే చెప్తాను సురేందర్ రెడ్డి గారి గురించి చెప్తాను ఆయనతో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎండ్ గురించి ఎండ్లో ఆయన గురించి మాట్లాడతాను ఈ జర్నీలో Sakshi Vaidya was surprise surprise package మా టీం అందరికీ నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ డే um, ఒక టెస్ట్ షూట్ లాంటిది చేసాము డైరెక్టర్ uh, సురేందర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి జాగ్రత్త సార్ ఇరగదీసేస్తుంది షార్ట్లో అన్నారు సో ఆ రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను she very very professional cinema అంటే తనకి ప్రాణం Sakshi I wish you all the best for your whole career lots and lots of love you thank you so much for your efforts and patience patience music directors Hip Hop Adhi ఇంకా జీవాకి మీకు కనిపించేది ఆది వెనకాల ఉండేది కూడా జీవా ఇద్దరు కలిసి ప్రాణం పెట్టేశారు ఈ జర్నీలో వాళ్ళు లేకుండా I mean I can't imagine it మీరు ట్రైలర్లో చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు సినిమాలో చూసబో చూడబోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంత వైల్డ్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది అనిల్ సుంకర గారు sir I mean what do I say at this point ఇటు చూసే మాట్లాడతాను నాకు ఈ టూ ఇయర్స్ తర్వాత I still remember the first time we met మీ ఇంట్లో కలిసాము మీ ఆఫీస్లో కలిసాము అప్పుడు అసలు ఏమి క్వశ్చన్స్ లేకుండా చేసేద్దాం అఖిల్ ఇంత పెద్ద సినిమా చేసేద్దాం ఫ్యాన్స్ కోసం చేసేద్దాం ఆయన అన్నమాట ఇదే అభిమానుల కోసం చేద్దాం సినిమా వేరే ఎవరికి కాదు చేసేది మాత్రం ఇంత పెద్ద సినిమా చేద్దాం పిచ్చెకి పోవాలి అందరికీ ఆయన అన్నారు అండ్ ఆ మాటకు మాత్రం ఆయన అలానే నిలబడి ఉన్నారు అండ్ నా backbone my support system my energy my confidence my everything was you sir thank you thank you I will never forget what you have done for this film Surender Reddy గారు సి ఒక యాక్టర్కి ఒక యంగ్ యాక్టర్కి ఎంత కష్టపడాలన్నా ఒక మనసున్నా ఒక కోరిక ఉన్నా ఒక డైరెక్టర్ వచ్చి ఒక విజన్తో నన్ను ప్రజెంట్ చే చేస్తేనే నేను కనిపిస్తాను మీకు so whatever you are seeing today ఆ క్రెడిట్ మొత్తం నేను ఆయనకే ఇస్తాను నేను ఎప్పుడు నేను ఆ ఏదైతే ఆ పోస్టర్ ఏదైతే ఈ కటౌట్లు చూస్తున్నారో నేను ఎప్పుడు నన్ను అలా చూసుకోలేదు three four years back probably నేను డ్రీమ్ కూడా చేసి ఉండను ఏమో కష్టపడదాం ఎంతైనా కష్టపడదాం ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఏ కొండ వచ్చినా ఎక్కేద్దాం ఏం పర్లేదు అనుకున్నాను సూరి గారు నన్ను పుష్ చేశారు ఈ జర్నీలో చాలా పుష్ చేశారు అండ్ ఇవాళ నేను ఇవాళ ఇక్కడ నుంచొని కాన్ఫిడెంట్గా నేను మాట్లాడుతున్నానంటే ఈ ఏజెంట్ నాకు ఇచ్చిన ధైర్యం రేపు థియేటర్లో ఏమవుతుందో అది మీ చేతిలో ఉంది కానీ నాకు నిజంగా ఏజెంట్ నాకు ధైర్యం ఇచ్చింది I can take on anything నా మీద విసిరే నేను తీసుకుంటాను అనే ఒక ధైర్యం ఇచ్చింది నాకు సో థ్యాంక్ యూ సూరిబాయ్ ఈ జర్నీలో జరిగిన క్రేజీనెస్ ఇవాళ నాకు పీస్ ఇచ్చింది ఆఖరికి నేను మీ దగ్గరికి రావాలి ఐ మీన్ ఏమన్నాను మీరు మీరు ఎంత ఇస్తే నేను అంత తీసుకుంటాను ఇవ్వండి ఇవ్వండి నాకు నాకు నాకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత సపోర్ట్ ఎలా ఇస్తాను నేను ఈ బరువు ఈ బరువుని నేను మోయగలుగుతానా అని నాకు ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది రే నేను పడుకునే ముందు లేచిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చే ఆలోచన ఇదే నేను ఈ బరువుని మోయగలుగుతానా మోస్తాను బ్రదర్ మీకోసమే మోస్తాను మీరు నా మీద ఎంత పెట్టినా నేను మీకోసం వస్తాను వస్తూనే ఉంటాను వైల్డ్గా వస్తూనే ఉంటాను ఇది నా promise thank you honourable minister sir for gracing our event మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇక్కడ షూటింగ్లు కానీ మీరు ఫెసిలిటీ కూడా హెల్ప్ చేస్తే మేము ఎప్పటికీ ready sir we want to be here it is our home too thank you sir నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటాను మిమ్మల్ని చూసి ఈ ఎనర్జీని తీసుకునే మూమెంట్లో నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటాను అందరు నన్ను క్షమించండి ఒక ప్రామిస్ ఇచ్చాను ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ బ్రదర్ థియేటర్లో థియేటర్లో పిచ్చెక్కిపోవాలి లాస్ట్గా మీకోసం వైల్డ్ <laughs> <laughs> అఖిల్ అక్కినేని గారు అండ్ ఇప్పుడు Kakinada city Akkineni fans president Jilani గారు ఆయన ఆధ్వర్యంలో వైల్డ్ గజమాలతో అఖిలేని అఖిల్ గారిని సత్కరించడం జరుగుతుంది agent movie April twenty eighth నుంచి వైల్డ్ ఏజెంట్ గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది get ready boys and girls for the wild see you